చిన్న మిత్రుడు అన్నకెదురు ఎవ్వడు ఆపదంటే నేను ఆత్మగౌరవం చంపుకొని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో కానీ ఆత్మగౌరవం ఉన్నోడు ఎవడు అని టీఆర్ఎస్ పార్టీలో ఉండడు ఆత్మగౌరవం లేనోడు స్వార్థపరుడు రౌడీలు ఈ దొంగల మూట అంతా టీఆర్ఎస్ పార్టీలో నల్గొండ జిల్లాలో చెప్పుకుంటాను కొన్న మంచి నాయకుడు ఉన్నాడు టీఆర్ఎస్ జిల్లా మీకు ఎవరైనా నాకు కడపలాగా మనల కాచేవాడు ちゃんなの